అందరికీ నమస్కారం very good afternoon from Srisailam constituency Atmakur Yuvagalam తొంభై తొమ్మిదో రోజు పాదయాత్ర బ్రహ్మాండంగా నడుస్తుంది నాకు కుప్పంలో మొదలుపెట్టినప్పుడు పాదయాత్ర మాట్లాడినట్టున్నారా రెండు రోజులు మూడు రోజులు రోజా ఒక ఆమె కడాలి నాని ఒకడు ఈ ఈ లోకల్ ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు నేను అడుగుతున్నా వందో రోజు రేపు రండి జనాల్ని చూడండి భోజనాలు పెట్టి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి కూడా వెనక్కి పంపిస్తాం మీ ఎమ్మెల్యేలని రోజు రోజుకి ఈ పాదయాత్ర పెరగడం జనాల్లో ఒక చేంజ్ రావడం చాలా బాగుంది అదేవిధంగా ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయిన స్థలం స్మృతి వనం దగ్గర నారా లోకేష్ బాబు గారు నివాళులు నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు నేను చెప్తున్నా తెలుసుకోండి వైసీపీ నాయకుల్లారా తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు సంస్కారం అంటే అది చంద్రబాబు నాయుడు గారు నేర్పిన సంస్కారం అది ఒక పెద్ద ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి వర్లు చనిపోయిన స్థలము దాటినప్పుడు నివాళులర్పించడం మాకు నేర్పించిన తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేర్పించిన సంస్కారం అని కూడా నేను మనవి చేస్తా ఆయన ఈ కర్నూలు కాన్స్టిట్యువెన్సీలో ఐ థింక్ పద్నాలుగు కాన్స్టిట్యువెన్సీస్లో ఆల్రెడీ ఇది పదకొండో కాన్స్టిట్యువెన్సీ లోకేష్ బాబు యాత్ర జరుగుతూ ఉంది కర్నూలు కాన్స్టిట్యువెన్సీలో అడుగు పెట్టినప్పటి నుంచి లోకేష్ బాబు గారు ఒక ఛాలెంజ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఛాలెంజ్ అయ్యా పోయిన టూ థౌజండ్ ఫోర్టీన్లో రెండు వేల పద్నాలుగులో మాకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇచ్చారు మీరు కర్నూలు ప్రజలు మాకు ముగ్గురే ఎమ్మెల్యేలు ఇచ్చారు అయ్యా మేము చేసిన పనులు ఇయ్యి మేము చేసిన పనులు ఇయ్యి ఎయిర్పోర్ట్ ఇచ్చాం మెగా సోలార్ పార్క్ ఇచ్చాం మెగా సీడ్ పార్క్ ఇచ్చాం జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చాం మూడు వేల కోట్ల రూపాయలతో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేశాము ముగ్గురు ఎమ్మెల్యేలతో మరి మీకు ఈసారి పద్నాలుగు పద్నాలుగు ఇచ్చారు రెండు ఎంపీలు వచ్చాయి ఏం పీకేరయ్యా అని అడిగాడు ఏంది ఏం పీకేరయ్యా ఎప్పుడైనా సరే ఛాలెంజ్ అన్నాం పద్నాలుగు మందిలో పద్నాలుగు మందిలో ఒక్కడు కూడా ధైర్యంగా చెప్పేవాడు లేడా అని అడుగుతున్నాం ఒక్కడు మేము ఇది చేశాం ఇది చేశామని చెప్పే ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ కర్నూలు జిల్లాలో లేరా అని అడుగుతున్నాం ఏమయ్యా ఏమి ఈ నాలుగేళ్లు కర్నూలు జిల్లాకి ఏం పీకేరని అడుగుతున్నాడు నారా లోకేష్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ ముందు ఉందా లేదా ఛాలెంజ్ స్వీకరించేదానికి మీకు ధైర్యం ఉందా లేదా అనే విషయం కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మాకు చెప్పకపోయినా సరే కర్నూలు ప్రజలకు చెప్పండి అయ్యా ఇదిగోనయ్యా ఇది మేము పీకేమయ్యా మా జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది పీకేమయ్యా ఇది కట్టామయ్యా అని చెప్పండి అయ్యా ఏం చేశారయ్యా మేము కట్టిన ప్రాజెక్టులు మేము చేసిన పనులు మీరు రంగులు పూసుకొని ఆయన వస్తాడు ఇట్టిట్టిట్టిట్టిట్ అని రిబ్బన్ కటింగ్ చేసేస్తాడు ఒకటోసారి మూడోసారి ఎన్నిసార్లు చేసుకుంటారు రా పెళ్ళే ఒక్కసారే రా పెళ్లి చేసుకునేదా సంవత్సరం సంవత్సరం తాళి కడతారా ఇదే నా పెళ్ళాము ఇదే నా పెళ్ళాము అని ఓ అని తాళి కట్టుకుంటూ పోతామా తిక్కన వెళ్ళారా తిక్కన వెళ్ళారా ఒక్కసారే రా రాయేసేది పదిసార్లు రాయి ఎవరు ఆ తలకాయ కూడా లేదు యూజ్లెస్ ఫెలోస్